హాయ్ వ్యూవర్స్ మనం ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం మనం మొన్న దేని గురించి తెలుసుకున్నామంటే గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే వైట్ రెవల్యూషన్ గురించి తెలుసుకుంటున్నాం ఎక్కువగా బిట్లు పడడానికి అవకాశం ఉన్న రూట్స్ ఏమిటంటే ఈ రెండు రెవల్యూషన్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ రోజు మనం ఒక రెవల్యూషన్ గురించి తెలుసుకుంటున్నాం దాన్ని ఏమంటారంటే శ్వేత విప్లవం అంటారు అంటే శ్వేత విప్లవం గురించి ఈ రోజు మనం ప్రస్తావించుకున్నాం ఐదు ఐదు నిమిషాల్లో దీని గురించి టాపిక్ పొందుపరుచుకుందాం మిత్రులారా చూడండి అయితే ఈ శ్వేత విప్లవం అనేటువంటి దేని గురించి తెలియజేస్తుందంటే పాలు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించి అంటే పాలు మరియు పాల సంబంధిత పదార్థాల అధిక ఉత్పత్తి కోసము ఈ శ్వేత విప్లవం అనేటువంటిది స్టార్ట్ అయిందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడం గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడం అనే కార్యక్రమంతో దీన్ని ఎక్కువ ప్రయత్నించారనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను బాగా పెంచి ఆ పాల ఉత్పత్తులను పట్టణ ప్రాంతాల్లో బాగా వినియోగించుకునేటట్లు చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా అయితే శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పి ఒక మహానుభావుడు అంటారు ఆ మహానుభావుడు ఎవరంటే అంటే పాల విప్లవం లేదా శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్ చాలా ఇంపార్టెంట్ ఇటీవల ఇటీవల కాలంలో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్న బిట్ ఏమిటంటే శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్ అనే అతను చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈయన ఏ రాష్ట్రంలో జన్మించాడంటే కేరళ రాష్ట్రంలో కేరళ యొక్క తీరం ఏంటంటే మలబార్ తీరంలో ఆ ప్రదేశం పేరు ఏంటంటే కాలికట్ అనే ప్రదేశంలో జన్మించాడు కాలికట్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు కాలికట్ అనే ప్రదేశంలో అడుగు పెడతాడనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోరు మిత్రులారా అలాంటి మహానుభావుడైన వర్గీస్ కురియను ఈ కేరళ రాష్ట్రంలో జన్మించాడనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా అయితే ఈ పాల ఉత్పత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అంతకుముందు పాల ఉత్పత్తులు బాగా తగ్గిపోతున్న సందర్భంలో ఈ శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించడం కోసం ఏం చేసిందంటే ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏ సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరంలో పాల విలువ ఏ విలువ పాల ఎల్లువ దీన్ని ఏమంటారంటే ఆపరేషన్ బ్లడ్ అంటాము ఆపరేషన్ బ్లడ్ అనే కార్యక్రమాన్ని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది బ్లడ్ అనే కార్యక్రమానికి ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసము ఒక ప్రాజెక్ట్ ని ఒక బోర్డుని ఏర్పాటు చేశారు ఆ బోర్డు ఏమిటంటే ఎన్డీడిఎం ఆ బోర్డు పేరు ఏంది ఎన్డీడిఎం ఎన్డీడిఎం అంటే అర్థం ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పి ఆ ఎన్డీడీఎం ను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఏర్పాటు చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అయితే మొట్టమొదటిసారిగా ముందు మొట్టమొదట ఖైరా అనే ప్రదేశంలో గుజరాత్ లో ఖైరా అనే ప్రదేశంలో సహకార సమాఖ్య అనేటువంటిది ఒకటి ఉండేది పాలకు సంబంధించింది ఆ పాలకు సంబంధించిన ఖైరా సహకార సంఘాన్ని ఏం చేశారంటే ఈయన ఎవరు ఈ వర్గీస్ కురియన్ అతను ఏం చేశారంటే దానికి మొట్టమొదట గుజరాత్ లో ఆనంద నగర్ అనే ప్రదేశంలో అమూల్ అమూల్ అంటే పాలు అంటేనే మనకు గుర్తు రావాల్సింది అమూల్ అనే పాల ఉత్పత్తి సంస్థ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ కైరా సహకార సంస్థను అమూల్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు పాల ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేశారు అసలు అమూల్ అంటే ఏందో తెలుసుకోవాలి మనం అమూల్ అంటే అర్థం ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు అమూల్ అంటే అర్థమైంది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు అయితే ఈ పాల ఉత్పత్తులను పెంచడం కోసం ఏం చేశారంటే భారత ప్రభుత్వం కానీ ఈ వర్గీస్ ప్రియన్ ఆధ్వర్యంలో మూడు సార్లు చేశారు ప్రాజెక్టు మొత్తం కూడా ఆ ప్రాజెక్టులు ఎన్ని రకాలు చేస్తుంటే operation flood one project one అనేటువంటి చేపట్టిన కాలం ఏంటంటే అంటే పాల ఉత్పత్తులు పెంచడం కోసము ఏ కాలంలో చేపట్టారంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది ఎనభై ఎనభై ఒకటో సంవత్సరం వరకు కూడా ఒకటో ప్రాజెక్టు కింద మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారంటే అంటే పాల ఉత్పత్తులు పెంచడం కోసం రెండవ ప్రాజెక్ట్ ని ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది ఎనభై ఐదు వరకు పంతొమ్మిది ఎనభై ఏడు సంవత్సరం నుంచి పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరం వరకు ఆపరేషన్ ప్లడ్ టూ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించారు మిత్రులారా నెక్స్ట్ ఆపరేషన్ ప్లడ్ త్రీ అనే దాన్ని పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు పొందుపరిచారనే విషయాన్ని గమనించాలా ఈ ప్లడ్ లేక ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పాల ఉత్పత్తులు పెంచి ప్రపంచంలో కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందే విధంగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజు అమూల్ అనే విద్య సంస్థ మొత్తం కూడా యాభై దేశాలు విస్తరించిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశంలో పాల ఉత్పత్తి అనేటువంటిది ఎంత బాగా డెవలప్ అయిందో ఆ డెవలప్ కావడానికి ప్రధాన కార్యక్రమం ఏంటంటే వర్గీసు కురియల్ అనే మహానుభావుని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే జాతీయ పాల ఉత్పత్తి పరిశోధన సంస్థ అనేటువంటి పరిశోధన కేంద్రం అనేటువంటిది ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశం పేరు ఏమిటంటే కర్నాల్ అనే ప్రదేశం ఉంది ఏ ప్రదేశం ఉంది జాతీయ పాల ఉత్పత్తి పరిశోధన కేంద్రం కర్నాల్ ఆ కర్నాల్ అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే హర్యానా అనే ప్రదేశం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అయితే ఈ డెబ్బై ప్రాజెక్టు మొదలు పెట్టక ముందే మన భారత ప్రభుత్వం ఏం అంటే పంతొమ్మిది అరవై నాలుగు అరవై సంవత్సరం కాలంలోనే ఐసిడిపి అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది ICDP intensive cattle development programme అనే కార్యక్రమం స్టార్ట్ చేసి మేలైన పశువులని జనాలకి ఇచ్చే విధంగా తయారు చేసింది ఎప్పుడైతే ఆ ఆ ప్రాజెక్టు పొందుపరిచారో ఆ ప్రాజెక్ట్ తో పాటు ఏమొచ్చింది ఈ ఆపరేషన్ ప్రింట్ అనేటువంటి పంతొమ్మిది డెబ్బైలో ఏర్పాటు కావడం జరిగింది ఒక్కసారిగా కి ఏమైంది అంటే భారతదేశము ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తుల్లో మంది మొదటి స్థానంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా ఇది ఆపరేషన్ బ్లడ్ మరియు శ్వేత విప్లవానికి సంబంధించింది ఐదు ఐదు నిమిషాల్లో మీకు ఖాళీ ఉన్న ప్రదేశ సమయాల్లో మాత్రమే మీరు దీన్ని అభ్యసించాలని ఆశిస్తున్నాను దీనికి సంబంధించిన సమాచారం నాకు వీలున్నందుకు మీకు తెలియజేయడం కోసం నేను పొందుపరిచాను ఒకవేళ కానీ దీనికి సంబంధించి ఇంకా గా ఏమైనా మ్యాటర్ ఉంటే దాంట్లో కూడా మీరు చదువుకోవాలి మిత్రులారా మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ